ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి పంచుకుంటున్నారు కలిసి దోచుకుంటున్నారు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన వల్ల నువ్వు చేసిన అన్యాయం వల్లనే ఇవాళ దక్షిణ తెలంగాణ మొత్తం కూడా ఎడారి మారింది ఇవాళ ముత్తుకుంటారు ఎందుకు ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం దీనికోసమైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ రోజు అపెస్ కౌన్సిల్ సమావేశాలు కూడా భారతీయ జనతా పార్టీ ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో రోడ్డు మీకెక్కి ఆందోళన చేస్తాం మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే నిలది నువ్వు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంస్ అని చెప్పి అన్యాయం చేసినావు వెంటనే ఐదు వందల డెబ్బై టీఎంసీలు కావాలని డిమాండ్ చేయి అని మేము ఆందోళన చేస్తే అప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బండారాంతో బయటపెట్టండి నేను తర్వాత మొత్తం దీన్ని డీప్గా పోయి మొత్తం లెటర్ తెప్పిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరి మధ్యలో జరిగే అంగీకార పత్రాలు దొరికినాయి ఇది తప్పు అయితే ఇవి వాస్తవాలు కాకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నిరూపిస్తే రమ్మని చెప్పాను శ్రీశైలం ప్రజెక్టుకి రమ్మని చెప్పండి ఇది తప్పు అయితే నేను వెంటనే దుక్కి చచ్చిపోతాను అలవాటు చలో ఇది తప్పు కాదని నిరూపిస్తా రాష్ట్ర ముఖ్యమంత్రిని బతకాలని కోరుకుంటున్నాను ముక్కు నీలకరామని చెప్పుడు ఆ ముక్కు నేలకు రాస్తాడు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు పొర్లు దండాలు కూడా క్షమాపణ చెప్పాలి దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధమా చచ్చిపోతే తప్పు అయితే మాత్రం నేను వెంటనే దుంకిపోతాను అలా నాకేం నేను ప్రాణాల మీద ఏం ఆశ నాకు వంద సంవత్సరాలు బతకాలని కోరుకుంటున్నాను నేను ఉన్న రోజులు నిజాతిగా బతకాలి సమాజం కోసం బతకాలి దానికోసం కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వందేళ్ళు బతకాలి కావాల్సిన నాకు కొంచెం ట్రాన్స్ఫర్ ఇస్తాను నాకు నా ఆయుష్ కొంచెం ట్రాన్స్ఫర్ ఇస్తాను వందేళ్ళు బతకాలి ఇంకా కొంచెం చూసుకునే బాగున్నాయి కాబట్టి నువ్వు ముక్కు నెరకరాయి ఇది తప్పు నిరూపిస్తే నేను దళ దుంకుతా నేను